పక్కన నిలబడ్డాడు స్వయంగా కేసీఆర్ గారు తన నోటితో తాను జనగా ప్రజలు అడగకుండా కూడా ఈరోజు ఓట్ల కోసమే కేవలం తన సొంత లాభం కోసం లబ్ధి కోసం ఈరోజు medical college polytechnic college ITI college అదేవిధంగా జనగామ జిల్లాలో ఇండస్ట్రియల్ క్యారెటర్ పెడతామని చెప్పేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పేసి చేసి ఈరోజు జనగా ప్రజలను మోసం చేసి ఈరోజు ఓట్లు ఎక్కించుకొని ఈరోజు ఎమ్మెల్యేగా అయిన కేసీఆర్ కేసీఆర్ అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి ముద్దిరెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉండే నిజంగా నీకు సిగ్గుసారం ఉంటే ముద్దిరెడ్డి యాదగిరి గారు జంగం చౌరస బహిరంగ సవాళ్ళకు రండి మేము విద్యార్థి సంఘ నాయకులుగా మేము మాట్లాడతాం నువ్వు చేసిన అక్రమాలేంటి నువ్వు చేసిన అరాచకాలేని జనగా ప్రజలు చూస్తూనే ఉన్నారు నీకు సిగ్గుసారం ఉండి దమ్ము ధైర్యం ఉంటే ఇదే నేను చౌరస్తాలో నీకు బహిరంగ సవాలు ఇస్తున్నాను చర్చ సిద్ధం అని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూర్చున్నట్టే భూములు అన్నీ అన్యక్రాంతం అవుతున్నాయి కానీ ఈరోజు సోయి లేకుండా ఈరోజు నువ్వు సొంతంగా నీ కొడుకు కోసం నీ భార్య మీద ఈరోజు విచ్చలవిడిగా ఇటు అసైన్ భూములను అదే లావని భూములను ఈరోజు దొంగతనంగా ఇటు పట్టాలు చేయించుకొని పీఓటి ద్వారా ఈరోజు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకొని ఈరోజు ప్రజల భూములతో ప్రజల రక్తాలతో ఈరోజు చెలగాటమాడుతున్నావు కబర్దార్ ముద్దడి యాత్రికులు మీరు ఖచ్చితంగా ఈ జనగం జిల్లాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుంటే విద్యార్థి లోకంతో పాటు ప్రతిపక్షాలతో పాటు ఈరోజు జనగం జిల్లా ప్రజానికం సాధారణ ప్రజానికం ఈరోజు మీ ఇంటి జనగాంలో అడుగడుగున ఆటంకులు కనిపించి మీకు జనగాంలో అడుగు అడుగు పెట్టకుండా తిరగనివ్వకుండా ఈరోజు బహిరంగ సవాల్ నేను సిద్ధంగా ఉన్నాను నీవు నా ఈ చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చలో ఈయన నా యొక్క సవాలు స్వీకరించి రేపా మాపా ఈ చౌరసగర